తెలంగాణ ప్రభుత్వం మరోసారి రైతన్నకు భరోసా కల్పిస్తుంది రుణమాఫీ రైతు బంధు కోసం ఎనిమిది వేల రెండు వందల కోట్లను విడుదల చేసింది విడుదల చేసినట్టు మంత్రులు హరీష్ రావు నిరంజన్ వెల్లడించారు రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు ఒక వెయ్యి రెండు వందల కోట్లు రైతు బంధు పథకానికి ఏడు వేల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది విడుదల చేసినట్టు ఆర్థిక వ్యవసాయ శాఖ మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ప్రకటించారు ఇరవై లోపు రుణాలను ఒకేసారి రద్దు అంటే రద్దు చేస్తున్న నేపథ్యంలో సిక్స్ పాయింట్ టెన్ ల్యాక్స్ మంది రైతుల ఖాతాల్లో వెంటనే రుణమాఫీ నిధులు జమ చేయాలని ఆదేశించారు ఇరవై ఐదు వేలు అంతకన్నా ఎక్కువగా ఒక లక్ష లోపు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గురువారం హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో మంత్రులు రుణమాఫీ రైతు బంధు పథకంపై అమలుపై అంటే వీటన్నిటిపై అంశ అంశాలపై ఇచ్చే ఉన్నతాధికారితో సమీక్షించారు ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జూన్లో వానాకాలం పంటలను ఇవ్వాల్సిన రైతుబంధు నిధులను సీజన్ ఆరంభానికి రైతులకు అందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇటీవల మంత్రిమండలితో తీసుకున్న నిర్ణయాల మేరకు రుణమాఫీ రైతుబంధు కోసం ఎనిమిది వేల రెండు వందల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ ఏడాది ఒక కోటి నలభై లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించినట్టు వివరించారు యాభై లక్షల మంది రైతులకు డబ్బు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతుందని అన్నారు ఆర్థిక వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేస్తూ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రులను అధికారులను ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు జనార్దన్ రెడ్డి తదితరులు అధికారులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు